సర్వర్స్ సుందరం ఒరే సర్వం మేము నేషనల్ డ్యూటీ మీద బయలుదేరుతున్నాం మరి నువ్వే మన బిజినెస్ డ్రాప్ అయిపోకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ఒరే Sarvam this is our baby be careful అయ్యో సార్వాడు పత్తు రూపాయలు లాభమే వస్తు కానీ ఒక్క రూపాయి నష్టం రాదు నాదిదా హామీ hmm. Hmm. బాబు రెండు ప్లేట్ ఇడ్లీ చెప్పి రెండు గంటలైంది వస్తూ ఏమయ్యా ఉదయాన్నే ఒక ఊ తప్పని చెప్పాను ఏమైనా గుర్తుందా స్వామి ఎంతసేపు మైసూర్ బజ్జి ఆలమట్టి దగ్గర ఆగిపోయిందా వస్తుంది స్వామి రెండు కాఫీ ఎంతసేపు అయ్యా సింగిల్ టీ ఎమర్జెంట్ బాబు వస్తు వస్తు వస్తు వస్తూ అని పస్తుంచుతున్నావు తెస్తు సార్వాడు డోంట్ మైండ్ ఎవరు ఆర్డర్ వాళ్ళు తీసుకోండి వెయిటర్ ఆర్డర్ తీసుకో వెయిటర్ చట్నీ తీసుకురా వెయిటర్ బిల్ తీసుకురా వెయిటర్ వాటర్ ఏరా అరవ ఏకంగా క్యాష్ కౌంటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు మీ సార్వాండ్ర హోటల్లో ఇల్లే ఇల్లులోనే ఇల్లే సార్వాడు ఇల్లు వదిలి ఎక్కడికెళ్ళే ఎలక్షన్ ప్రచారానికి ఉత్తరప్రదేశ్ వెళ్ళే ఆహా వాళ్ళ పాపులారిటీకి ఆంధ్రప్రదేశ్ చాలే అర్జెంట్ గా నాకు పెసరట్టు ఉప్మా తగలెట్టు వెళ్ళే బాబు ఓ పెసరట్టు ఉప్మా అర్జెంట్ వెయిటర్ ఆకలి అట్టు త్వరగతే తే తే ఒరే అరవం ఎంతసేపు వస్తున్నాను సార్ వాడు నా సగం జీవితం ఈ పెసరట్టు కోసం వెయిటింగ్ లోనే గడుస్తోంది ఏం పెంపకం అయ్యేది ఆ? పాపం కుట్టి ఆకలి గేడుస్తులే సార్ వాడు అందుకని నన్నే నిర్లక్ష్యం చేస్తావా పైచ్చకారి ఏంటి సార్ వాడిది చిన్నపిల్లవాడి మాదిరి ఆహా నువ్వు మాత్రం మీ వానర కంటే ఓవర్గా చేయట్లా నీ పెసరట్టు అగ్గి మీద ఉండదు నిమిషంలో తెస్తున్నావు అక్కర్లేదు అవమానం జరిగిన చోట పెసరట్టు కంటే పెనాల్టీకే ప్రాముఖ్యతనిస్తాను దిక్కుదప్పి ఓనర్స్ ఇలాంటి దిక్కుమాల వెయిటర్స్కి బిజినెస్ అప్పచెప్తే ఇలాగే అఘోరిస్తుంది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అక్కడేం లేదు సార్ వాడు అంతా అప్పవాడే చేస్తాడు వెయిటర్ ఓనర్ అవ్వచ్చు ఓనర్ వెయిటర్ అవ్వచ్చు ఈ ఫినాయిల్ ఫేస్ కి జాగ్రఫీతో ఫిలాసఫీ జోడించి బోధించడం ఒకటే ఏమో చూడండి సార్ వాడు బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నారుగా ఛీ! ఉండి నువ్వు బాలుడువేమిట్రా చూస్తారా నీ తప్పులన్నీ చిట్టా రాసి పెట్టి మొత్తం ఒకేసారి వాళ్ళు వచ్చాకే వసూలు చేస్తాను ఆ ఈయన కి ఏ ఉత్తరదేశో బంగ్లాదేశో పోయింటే బాగుండేది ఇక్కడ కంప్లైనింగ్ తగ్గేది సారీ హోటల్ క్లోజ్డ్ మీరా ఏంటిలా వచ్చారు ఆహా ఈసారి నన్నుదా జైలుకు పంపుదామనే ఆ పప్పులే వెళ్ళే కుట్టినానలు సమ్మర్ క్యాంప్ ఇల్లే ఏమి వెళ్ళా ఏ ఇప్పుడు వాళ్ళంత స్ట్రిక్ట్ గా లేరు మేమంత సీరియస్ గా లేము సో మీకు అంత ప్రాబ్లం ఉండదు అయ్యో ఇక్కడ ప్రాబ్లం జాస్తి తంబి నేనొక్కడనే ఇక్కడ table cleaning floor sweeping food cooking order taking item serving total billing cash collecting account keeping ఇంకా సమ్మర్ క్యాంప్ అని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైనింగ్ చేయలేను తంబి ఎగ్జాక్ట్లీ నువ్వు చేయలేవు గనకే చేయాలి సమ్మర్ క్యాంప్ రన్ చేయాలి మీ మీనింగ్ నేను నాట్ నోయింగ్ తమ్మి బ్రదర్స్ సింపుల్ సర్వర్డ్ అంకిల్ నువ్వు మమ్మల్ని ఏమీ ఎంటర్టైన్ చేయక్కర్లేదు మేమే నీకు హెల్ప్ చేస్తాం ఎస్ సమ్మర్ క్యాంప్ కాదు సమ్మర్ ట్రైనింగ్ అనుకో హోటల్లో పనులు అన్నీ చేస్తాం cooking cleaning serving running the hotel మీకు చాలా అవసరం ఆలోచిస్తున్నావా నేను మెలకుగా ఉన్నప్పుడు ఆలోచించను మా సార్వాడికి ఫోన్ చేస్తూ హలో కౌన్ హలో మే సర్వం సొల్లు రహా హూ మేరా సార్వాడు అమృతం సాబ్ ఉన్నాడా మహా ఒరే ఒరే మాకిప్పుడిప్పుడే హిందీ వస్తుందిరా నువ్వు నీ అర్వం తెలుగుకి హిందీ జోడించి మా చెవులో సీసం పోయికు సార్వాడు తుమ్హారా హై ఫోన్ లిఫ్ట్ చేసింది అబ్బబ్బా చెవు కొరికినట్టు ఉందిరా నీ భాష ఏమైందిరా అవతల భాషాగాడి ఘోష ఇక్కడొచ్చేటట్టుంది నాకు శోష ఇన్ని రోజులైనా హిందీ మీద ఇంకా పట్టు రాలేదురా హలో కౌన్ హే ఆపు అంజీ సార్వాడు సాబ్ తుమారా హిందీ రొంబా అచ్చా బుహుతే నాకు మాదిరి రే ఆపరా ఆపు చెవుల్లోంచి రక్తం వచ్చి పడేట్టుంది నీ భాష పటిమికి విషయం ఏంటో నీ అరవ తెలుగులోనే ఏడు ఏం లేదు సార్ వాడు మొన్న సమ్మర్ క్యాంపులో చేరిన నలుగురు కుర్రోళ్ళు మళ్ళీ వచ్చారు మళ్ళీ ఎందుకు వచ్చారా వాళ్ళు ఎవరు పంపించే చెప్పినా వినట్లేదు సమ్మర్ జాబ్ చేస్తామంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్లే చూసుకుంటామంటున్నారు ఫీజు ఏమైనా తీసుకుని చేర్చుకుందామా సార్ వాడు ఎలా చూసినా అడ్వాంటేజే నాకు హెల్ప్గా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి సార్ వాడు పెట్టుకో కానీ ఆ ఫీజుల సంగతి మేము వచ్చాక చూసుకుంటాం నువ్వేం సెటిల్ చేయకు టీక్ హై హూ సార్ వాడు హై హూ ఏంట్రా సన్నాసి రగ్దో ఫోన్ చే పెట్టే ఫోను తమ్మి బ్రదర్స్ మా సార్ వాడిని రిక్వెస్ట్ చేసి చేసి చివరికి మీ సమ్మర్ ట్రైనింగ్ కి సమ్మతి తీసుకుంటే సైలెన్స్ ఇది ప్లే గ్రౌండ్ కాదు సర్వింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పింది అర్థం చేసుకుని అర్థం కాంది అడిగి తెలుసుకుని పని చేసుకుంటూ పోవాలి ఇవాళ నుంచి మీకు హెడ్ నేనే అందరూ డ్రెస్ కోడ్ పాటించాలి ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఇల్లే నేను డిజైన్ చేసిన డ్రెస్ మాత్రమే వేసుకోవాలి రేపు ఉదయం ఏడు గంటలకల్లా డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఓకే సరే తమ్మి బ్రదర్స్ ఫస్ట్ కస్టమర్స్ వచ్చే టైం అయింది మర్యాద మర్చిపోవద్దు don't worry uncle we will మర్యాద మ్యాక్స్ ఓకే నేను కిచెన్ డ్యూటీ బాబు వెయిటర్ మేమందరం ఒకటేనాయా మేము ఒకటే సార్ మీకు వన్ టేబుల్ వన్ బాయ్ అన్నాను వన్ చైర్ వన్ బాయ్ కాదు తమ్మి బ్రదర్స్ సర్వింగ్లో ఇంచుమించు నా అంతటి వాళ్ళు అయ్యారు నువ్వు అంకుల్ ఇంకొకటి నేర్చుకోవాలి ఏందిదా నాకు రొంబ హ్యాపీగా ఉండదు తంబి మీరు చాలా ఫాస్ట్గా పికప్ అయ్యారు బిజినెస్ కూడా ఫాస్ట్గా పికప్ అవ్వాలంటే మన సర్వీస్లో స్పీడ్ పెంచాలి అంటే ఇంకో నలుగురు వెయిటర్స్ పెట్టాలా కాదు నాలుగు వీల్స్ కావాలి ఒక్కొక్క కాలుకి వా తమ్మి బ్రదర్ మీ ఐడియా అదుర్ సరే మీ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినది లంచ్కి అన్నీ రెడీ చేస్తూనే స్టోర్ సామాన్ తెస్తును జాగ్రత్తగా చూసుకుందరా బిల్లు జాగ్రత్తగా వసూలు చేసి బుక్లో రాయండి కొంతమంది మాయమాటలు చెప్పి బిల్లు కొట్టాలని చూస్తారు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని పెద్ద మనుషుల్లో పోజులు కొడతారు లేదా పర్సు మర్చిపోయాను బస్సు మిస్ అయింది ఊరికెళ్ళడానికి డబ్బులు లేవు ఇలాంటి కుంటి చాకులు చెప్తారు జాగ్రత్త సర్వంగాడి మీద కోపంతో రెండు రోజులు ఫ్రీ ఫుడ్ వదిలేసుకున్నాను మ్యారీ ఫోలిష్ ఇవాళ మొత్తం టూ డేస్ బ్యాక్ లాగ్ ఫుల్గా లాగించాలి ఒరే అరవో ఆడా సార్ మీడెవడు సంక్షిప్త సర్వమా ఎవడైతే నాకేంటి ఆర్డర్ మాత్రం భారీగానే ఉంటుంది పెసరట్టు ఉప్మా పెసరట్టు ఇడ్లీ పెసరట్టు పొంగల్ పెసరట్ నూడిల్స్ ఫైనల్గా పెసరట్ ఐస్ క్రీమ్ తెచ్చాను సచ్చాను what is this red white ice cream green పెసర brown plate multi coloured customer not that this bill ఇది తినాలి అది కక్కాలి నాకే బిల్ ఇస్తారా నేను ఎవరినో తెలుసా big eater funny dress I am this house owner owner circus లో నుంచి పార్పెన్ జోకర్ లాగా ఉన్నాడు ఓనరా hmm. నేను చార్మినార్ కట్టిన బిల్డర్ని నేను జనగణమన రాసిన రైటర్ని మగ్గ మాట్లాడతారు ఎవరా తెంగర సన్నాసులారా చెప్తే వినిపించుకోరే నేను నా హిస్టరీలో బిల్లు కట్టలేదు హలో ఇది హిస్టరీ కాదు future pay money and move honey అయినా నేను పర్స్ తేలేదయ్యా ఓ మిస్ కావాలి నేను చిన్నప్పుడే కరాటే నేర్చుకున్నాను అది చిన్నప్పుడే మర్చిపోయి ఉంటావు మేము ఇంకా చిన్నప్పుడులోనే ఉన్నాం ఫ్రెష్ గా నేర్చుకున్నాం అబ్బా డబ్బులు ఎవరన్నారుగా లేకపోతే బిల్లు తీరే వరకు తిన్న తరిగే వరకు ఇక్కడే పనిచేయాలి బెల్ట్ ఆ టేబుల్లో ఏం కావాలో చూడు ఏంటి అలా చేస్తున్నావు ఓయ్ అబ్బా తమ్మి మజ్జిగ తీసురా చల్లగా ఏంటి చూస్తున్నావు అక్కడ బటన్ మీద కంట ఇవ్వు కూలింగ్ అస్సలు లేదు కొంచెం ఐస్ వేసుకురా తంబి అప్పాజీ సార్ వాడు మీరు సర్వింగా వరే అరవం చివరికి నీకు కూడా నేను సర్వింగ్ చేయాల్సి వచ్చింది కదరా ఏం సార్ వాడిది రొంబ వింతగా ఉండదే ఉంటాదిరా నీకుంటాది మొన్న తిట్టానని పగబట్టి పని కట్టుకుని ఈ ఐదుగురు తమిళ టైగర్స్ ని నీ అనుచరులుగా పెట్టుకున్నావు అయ్యో పకడ్బందీగా ప్లాన్ వేసుకుని నేనొచ్చే సమయానికి నువ్వు లేకుండా నా మీదకి వీళ్ళను సంధించావు అయ్యో మురుగా వీళ్ళు పసిపిల్లలు ఏదో సమ్మర్ జాబ్ అని వచ్చారు నా దగ్గర ట్రైనింగ్ కి అదే నేననేది హైదరాబాద్ కొండల్లో ఎల్టీటీ ట్రైనింగ్ క్యాంప్ ఓపెన్ చేశావు అయ్యయ్యో పాపనాశం నా మాట ఎన్నిసార్ వాడు ఏంటి నీ మాట అవును మాట నిలబెట్టుకున్నావున్న మాట ఏం మాట సార్ వాడు ఏం తెలియనట్టు నీ నక్క వేషాలు నా దగ్గర వేయకు మంగమ్మ శబదంలాగా ఓ వెంకమ్మ శబదం చేసావుగా ఓనర్ వెయిటర్ అవుతాడని ఏదో మాట వరుసకు పలికితి సార్ వాడు పలికితివా పులకేసిన్ అప్పుడు అర్థం లేదురా అంటే సో ఈ మిలిటెంట్ బాకులన్న మాట బాలవాక్కులు అబ్బా మీరు రొంబ రాంగ్ ట్రాక్ లో పోతుండ్రు సార్ వాడు రాంగ్ కాదురా బ్లండర్ వాళ్ళ చేత చక్రాలు తొడిగించి నా చేతుల మీద ట్రాక్స్ వేయిస్తావా కర్మ తమ్మి బ్రదర్స్ ఆ స్కేట్స్ తీసేయండి సమించు సార్ వాడు చిన్న మిస్టేకింగ్ అయింది మీరు కూలింగ్ అయ్యి ఈ బటర్ మిల్క్ తాగండి ఛీ భ్రష్టుడా నే సర్వ్ చేసిన బటర్ మిల్క్ నువ్వు మూతపెట్టి నాకే ఇస్తావా ఈ అవమానానికి అధిక పెనాల్టీ తప్పదు నీ సార్వాడు ఊళ్ళో అడుగుపెట్టిన క్షణం నీ అంతు చూస్తా కొంచెం చూసి అడుగుపెట్టు సారు నువ్వురా చూసుకోవాల్సిందే నీ కళ్ళు నెత్తికెక్కాయి నా కళ్ళెప్పుడూ భూమి మీదే Yeah! సర్వర్స్ బాలసుందరం